ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి నామలందరికీ శుభాభివందనములు నేటి ఉదయకాలం మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగమును మనం ధ్యానించుకుందాం ప్రిలారా ఈ యొక్క గ్రేస్ చర్చి తరపున ప్రసారం చేయబడిన చేయబడుతున్నటువంటి ఈ వాక్యములను మీ అందరు కూడా వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను తద్వారా ఈ వాక్యములు మీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి ప్రియులారా దయచేసి ప్రతి ఉదయకాలమున ఈ ధ్యాన వాక్యములను మీరందరూ కూడా మరి ఫాలో అవ్వమని కోరుతూ ఉంటున్నాను దయచేసి వీక్షించండి అదే రీతిగా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయబడుతున్న వాక్యమును మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా అనేక మందికి ఈ వాక్యములు తెలియచేయబడతాయి ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం ఈరోజు ఏర్పాటు చేయబడిన కృపావాక్యమును ధ్యానిద్దాం యశా గ్రంథము నలభై మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి కొన్ని వచనాలను మనం ధ్యానించుకున్నాం అయితే యాకోబు నిన్ను సృజించిన సృజించినవాడు యహోవా ఇస్రాయేల్ వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు నేను నిన్ను విమోచించి విమోచించున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను నీవు నా సొత్తు ప్రిమేన్ దేవుని బిడ్డారు ఇక్కడ నిన్నటి కాలమున మనము ధ్యానించిన వాక్య భాగంలో ఉంటే మరి కొన్ని విషయాలని మరొకసారి యాకోబు గురించి తనకు చేసిన వాగ్దానాల గురించి మనము ధ్యానించుకుంటూ ఉంటున్నాం నేటి సమయం అందు కూడా మరి ఇక్కడ ఏమంటున్నాడంటే నిన్ను విమోచించున్నాను అంటున్నాడు అంటే దేని నుంచి ప్రియులరా పాపము నుండి దేవుడు విమోచించి యాకోబుని ఇస్రాయేల్గా మార్చాడని చెప్పుకుంటాం కాబట్టి విమోచించబడిన జనులు మనము ఆయన సొత్తుగా పిలువబడుతున్నాం ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు దేవుడు తరువాత మనం చూస్తే యాకూబు సంతానం అక్కడ విస్తరించినప్పుడు వారు బానిసత్వం అనుభవిస్తూ వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తే దేవుడు వారి మరవిని వారిని ఐగుప్తుల బానిసత్వం నుండి చూపించారు అంటే ఐగుప్తుల బానిసత్వం విడిపించిన పరిస్థితి ఏందంటే నిజంగా మన జీవితంలో కూడా ఆ పాపం అనే బానిసత్వం నుండి మన ప్రియప్రభైన యస్సు క్రీస్తు ద్వారా మనల్ని విమోచించి పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు కాబట్టి అందుకనే నువ్వు నా సొత్తు అంటున్నాడు మరి ఆయన సొత్తుని ఎవరైనా ఏమైనా చేయగలరా ఏమి చేయలేరు అందుకని భయపడొద్దు అంటున్నాడు be bold and be strong don't fear అంటున్నాడు భయపడొద్దు అంటున్నాడు ప్రేమేంద్ర ఎందుకంటే పేరు పెట్టి నేను పిలుచుకున్నాను అంటున్నాడు మనల్ని కూడా దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు మనం వేటికి భయపడనక్కర్లేదండి వేటికి దిగులు పడనక్కర్లేదు ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు సజీవుడైన దేవుడు జీవము కలిగిన దేవుడు అంటున్నాడు అన్ని రాజులు ప్రకటించారు దానియలు టైంలో ప్రియులారా కాబట్టి అలాంటి జీవము కలిగిన దేవుడు మనకు తోడున్నప్పుడు మనం ఎలాంటి వాటికి కూడా మనం భయపడకూడదు అంటున్నాడు ప్రియులారా చూడండి ఎందుకంటే మూడో వచ్చిన యహోవానకు నేను నీకు దేవుడను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నేను రక్షించవాడను నీ ప్రాణరక్షణ క్రైదమ్మగా ఐగుప్తునిచ్చి ఉన్నాను అంటున్నాడు ప్రియులారా అక్కడ ఇస్రాయేలుతో లేక యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు నీకు బదులుగా మరి ఐగుప్తును అదేవిధంగా కూషును శబాను ఇచ్చున్నాడు ప్రియులారా కొత్త నిబంధన జనాంగమైనటువంటి మనకి యేసుప్రభారు ఏమిచ్చాడండి మనం చూసినట్టు ఆయన ప్రియకుమారుని యేసుప్రభారినే మన కొరకు క్రయదనముగా ఇచ్చాడు తన ప్రాణాన్ని అర్పించాడు తన రక్తం కార్చాడు ఆయన ద్వారా మనందరికీ పాప విమోచన కలిగి ఉంది ప్రియులారా ఐగుప్తు నుంచి అరణ్యంలో నలిచి నడిచినటువంటి ప్రజలు చాలామంది నాశనం అయిపోయారు మధ్యలోనే ఇదైపోయారు ఎందుకంటే ఆ విధేయులు కావటం చేత బట్ ప్రియులార కొత్త నిబంధన జనాంగమైన మనటికి దేవుడు ఒక ప్రత్యేకమైన కృపనిచ్చాడు మనం చేసేది ఏమీ లేదు దేవుడు మనం చేసిన క్రియలను బట్టి రక్షించబడాలి ఆయన ఉచితమైన కృప ద్వారానే రక్షించాడు మనకి ఆయన రక్తం ద్వారా కొని మనల్ని ఆయన సొత్తుగా చేశాడు ఇప్పుడు కొత్త నిబంధన జన ఇప్పుడు మనం వీఆర్ హీజ్ ఇన్హెరిటెన్స్ ప్రియులారా మనం ఆయన యొక్క సొత్తు అండి ఆయన వారసులమండి కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు ఉన్నాడు ఈరోజు మీతో కూడా చెప్తూ ఉన్నాడు నువ్వు ఏటి విషయంలో కూడా భయపడకూడదు అప్పుల్లో సమస్యలు ఉన్నావా అనారోగ్య సమస్యలు ఉన్నావా కుటుంబ సమస్యలు ఉన్నావా ఏదైనా తూ నీకు సమస్య తట్టుకోలేక బాధలు ఇబ్బందులు తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఎవరైనా సరే ఈ వాక్యమైన ప్రతి ప్రియమైన దేవుని బిళ్ళరారా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు భయపడద్దు నిన్ను పేరు పెట్టి పిలిచాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుడు నేను బలపరచబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు అభివృద్ధి చేయబోతున్నాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను ఉండబోతున్నాడు కనుక ధైర్యంగా ఉండి నిభ్రమ కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి జీవాధిపతి మీకు వందనాలు మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన తండ్రి ఆశ్చర్యకార్యం చేసిన తండ్రి వయ్యా అయా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు మీ రక్త ప్రియమైన అయా మీ ప్రియకుమారుడు యేసు ప్రభు మమ్మల్ని అందరినీ ఆయన రక్తము ద్వారా కొని పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా చేసుకున్నాడయ్యా అయా ఇది యాకోబు నల్నాడు చేసుకున్నారు మీరు సొత్తుగా ఈ రీతిగా మమ్మల్ని కూడా మీ ప్రియకుమారుడు యేసు ప్రభార్దర్ సొత్తుగా చేసుకున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాం మీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాం మేము ఎంతో ధన్యులం ప్రభా రీతికి మేము ఎందుకు భయపడాలి వేటికి భయపడం ప్రభా మీరు మాకు తోడుగా మాకు ఏది ఎక్కర్లేదు నాయన మీ కృప మాకు తోడు నడిపించి బలపరచు మనం మా ప్రార్థన ప్రతిఫలం తెచ్చి మా ప్రియులందరిని కూడా దీవించండి ఆశ్రదించి రక్షణ అయిన బిడ్డకు రక్షణ ఇచ్చేయండి మారు మనసుని ఇచ్చేయండి సహాయం చేయమని యేసు పరిశుద్ధనం అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభనేశ్వ క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సకల ప్రజలకును ఎల్లప్పుడూ తోడేయండి నడిపించునుగాక ఆమెన్ మరొక దినమున మనందరం కలుసుకుందాం ప్రియులారా ధైర్యంగా ఉండండి ప్రార్థించండి అంతేకాదు అనేక మంది సమస్యల్లో ఉన్న వారి గురించి కూడా ప్రార్థించండి మీకు దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు సంతోషం సౌఖ్యమైన భక్తినిస్తాడు దేవుడు మీ అందరం దీవించిన గాక గాడ్ బ్లస్ యు ఆల్